ఆడు కనబడితే నిప్పు కణం నిలబడినట్టుంటది కలబడితే ఏగు సుక్క ఎగబడినట్టుంటది ఎదురు పడితే సావుకైనా చెమట దారగడుతుంది బాణమైనా బంధువుకైనా వానికి వాంఛనైతుంది ఇంటి పేరు అల్లూరి సాకింది గోదారి నా అన్న మన్నెం దొర అల్లూరి సీతారామరాజు うん。